Hi Sesh garu we finally meet welcome to Film Companion South thank you ఎలా ఉన్నారు good good good good promotions ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి సో యా um, ఇది కొత్త ఫేజ్లో ఉందన్నమాట యాక్చువల్గా because we're at the end of Major and two and half year journey కదా సో ఓహో ఇప్పుడు ఈ చాప్టర్ కూడా ఉంటుంది ప్రమోషన్ చాప్టర్ కూడా ఉంటుంది కదా ఓకే సో ఫస్ట్ మిమ్మల్ని ఫస్ట్ టైం కెమెరా ముందు మీరు చూసు అంటే ఉన్నప్పుడు ఉన్న మీ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు ఆది తలుచుకుంటే మీ ఫీలింగ్ ఏంటి ఇన్నసెన్స్ ఇన్నసెన్స్ ఇస్ బ్లిస్ అంటారు సో ఫస్ట్ టైం నా థర్టీన్త్ బర్త్డేకి నాన్నగారు అమ్మ వీడియో కెమెరా కొనిచ్చారనమాట సో ఆ వీడియో కెమెరాతో ఏదో షార్ట్ ఫిల్మ్ ఏదో ఫ్రెండ్స్తో చేయడానికి ట్రై చేయడం నన్ను నేను కెమెరాలో చూసుకున్నప్పుడు ఓహో ఇలా ఉన్నానా ఇలా చేయాలా నేర్చుకోవడం యూనో అదేం తెలియకపోవడం ఆ తెలియదనం సెన్స్ సినిమాలో ఫస్ట్ టైం యాక్షన్ చెప్పినప్పుడు డైరెక్టర్ మీకు my most memorable experience was on Panja ఇప్పుడు ఈ ఈ సెట్ సాంగ్కి వేశారు ఇక్కడ నీ సాంగ్ ఉంటుంది అని నాకు చెప్తే నాకు సాంగ్ ఉంటుందా అని నేను నేను సర్ప్రైజ్ అయ్యి ఐ రిమెంబర్ వాకింగ్ ఇన్ దర్జాగా I think that was one of my first experiences మీ ఇంట్లో అంటూ ఉండాలన్నారు కదా సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదు అని సో <laughs> ఇవాళ మీరు దాన్ని కొంచెం సెట్ చేసేసారు దాని గురించి టెల్ సంథింగ్ అంటే అప్పుడు అలా అనుకునేవాళ్ళు కదా యా ఐ ఐ థింక్ అది యూనో సామెతల కైండ్ ఆఫ్ థింగ్ అది అల్టిమేట్గా um, మన పని మనం జెన్యున్గా చేస్తే లక్ ఎక్కడో అక్కడ తోడవుతుంది లక్ ఎక్కడో అక్కడ తోడైతే అన్నీ కలిసి అనేది నా నమ్మకం బేసిక్గా సో మీరు ఫస్ట్ యుఎస్ నుంచి వచ్చినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ప్రోడక్ట్ మేము చాలా విన్నాము ఓకే బట్ ఈ ఇంటర్వ్యూతో ఒక ఇద్దరికి కూడా తెలుస్తుంది ఇంకా మీ హార్డ్ వర్క్ అంటే I'm ready to ask it ask again and I want you to like tell మీరు వచ్చి బుక్ చేసుకున్నారు అది తప్పు ఎవరు లేరు సో యు సో సో బేసిక్గా ఐ ఫస్ట్ మూవ్డ్ హియర్ నేను మ్యాజిక్ బ్రిక్స్ వెబ్సైట్లో you know had booked an apartment అనమాట అండ్ ఆ అపార్ట్మెంట్కి నేను అంతా రెడీ అండి అని యూఎస్ నుంచి ఫోన్ చేస్తే అంత రెడీ అమ్మా అని చెప్పారు నేను వచ్చేసరికి ఇంకా తలుపులు లేవు అనమాట బిల్డింగ్కి సో లేదా మార్నింగ్ కల్లా పెట్టేస్తారమ్మా అని చెప్పారు సో ఆ రోజు నైట్ సూట్ కేస్ కూడా మన చేతికి ఇలా చుట్టుకొని చేయిని పడుకో పడుకోవాల్సి వచ్చింది అనమాట బికాస్ ఐ డెంట్ నో అలా ఉంటుందని ఇండియాలో so it was a very fun very interesting experience అనమాట సో యూజువల్గా యాక్టర్స్కి ఒక షెల్ లైఫ్ అన్నట్టు ఉంటుంది అంటే కొంతమంది క్లిక్ అవుతుంది కొంతమంది క్లిక్ అవ్వదు మనం ఎంత బాగా చేసినా మనకి you know we might not have that thing కానీ what do you think help you sustain you know to stay in this industry so నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఐ రిమెంబర్ చాలా మంది young actors it's very tough to sustain this business అని చెప్పేవారు నాకు and it's true you know especially if you come from no background మనకి సస్టైన్ అవ్వడం చాలా కష్టం అనమాట ఎందుకంటే గైడెన్స్ ఉండదు గైడెన్స్ లేకపోవడం వల్ల wrong choices wrong decisions wrong films నేను వెరీ ఎర్లీ ఆన్ రియలైజ్ అయింది early on career struggles early on wrong films చేయడం వలన right decisions takes you long way అని రియలైజ్ అయ్యాను సో అంటే మనం చేసే ప్రతి సినిమా హిట్ అవుతుంది అని గ్యారంటీ చేయలేం కానీ నచ్చిన సినిమా చేయాలని మాత్రం ఫిక్స్ అయ్యా ఎందుకంటే చాలాసార్లు యాక్టర్స్ వాళ్ళని ఏ పొజిషన్లో ఉంటుందంటే వాళ్ళకి సినిమా నచ్చట్లేదు కానీ కమిట్ అయ్యాం కాబట్టి చేయాల్సి వస్తుంది అనే స్టేజ్ వస్తుంది నేను అసలు దానికి ఇష్టపడను అనుకున్న సినిమా జరగట్లేదంటే ఇమ్మీడియట్గా అది బ్రింగప్ చేసి ఎలా దీన్ని బాగు చేయాలని డిసైడ్ అవుతా లేదా ఫస్ట్ నుంచి నచ్చిన సినిమానే చేస్తాను దట్స్ ఆల్సో ప్రాబ్లీ వై నేను లాస్ట్ సిక్స్ ఇయర్స్లో ఓన్లీ ఫోర్ ఫిల్మ్స్ చేశాను సో నచ్చిన ఫిల్మే చేయాలి అని ఒక పట్టుదల అనమాట సో సిక్స్ ఇయర్స్ అన్నందుకు అడిశేష్ గారు అంటే కర్మ అండ్ యునో కిస్ అనే మూవీస్ లేకుండా we can talk about you because that is where two point two version of you came ఆ మూమెంట్లో I have to do this ఇంకా I have to back up and do things అని అనిపించిన మూమెంట్లో what did you exactly do అంటే to change things I realize కొన్నిసార్లు ఏంటంటే మనకి అడ్వైస్ ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళకి ఇంటెన్షన్స్ బాగున్న అడ్వైస్ ఇచ్చేది రాంగ్ అడ్వైస్ ఉంటుందని రియలైజ్ అయింది కొన్నిసార్లు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని ఏమి అడగద్దు హార్ట్ ఏం చెప్తోంది అనేది ఫస్ట్ డెసిషన్ అనమాట సో మనకు స్క్రిప్ట్ మనం స్క్రిప్ట్ విన్నా ఓ సినిమా చూసినా ఇది ఆడుతుంది ఇది ఆడదు అనేది ఫస్ట్ ఆలోచించడం మర్చిపోదాం మనకు నచ్చిందా లేదా so I started listening to my heart and I feel ఎక్కడో అక్కడ when you listen to your heart మన ఫెయిల్యూర్స్ని కూడా జనాలు రెస్పెక్ట్ చేస్తారన్న నమ్మకం యూనో అంటే నేను అనేది ఏంటంటే హిట్టా ఫట్ అనేది కాదు మనం ఫట్ అయినా కూడా అది ఎలా ఫెయిల్ అయ్యామన్నది కూడా ముఖ్యం తెలుసా మనం రెస్పెక్ట్ లేకుండా ఫెయిల్ అయ్యామంటే వేరు అరే ఏదో కొత్తగా ట్రై చేస్తూ ఫెయిల్ అయ్యామంటే అందుకే ఆ కమర్షియల్గా సినిమాలు చేయాలంటారు so I think it matters lot how you how you try so listening to my heart was the biggest most important thing and నాకు తెలిసినంత వరకు heart usually doesn't lie heart అంటే ఈగో కాదు మన ఎంతమంది చూస్తున్నారు మనం ఎంత తోపులం ఎంత ఎదిగాం అనేది కాదు నచ్చిందా లేదా కథ వినబుద్ధిస్తుందా లేదా సినిమా చూడబుద్ధిస్తుందా లేదా that space so Karma I know personally నాకు తెలిసిన వాళ్ళందరూ they like that film no this it's very intense and we know about Karma and Kiss కూడా but I read somewhere that you know Kiss చేసే టైంలో your someway influence by Puri Jagannadh garu no way ఆఫ్ ఫిల్మింగ్ ఆ జోన్లో వెళ్ళి చేశారు అని ఐ రెడ్ ఒక ఆర్టికల్లో ఎక్కడ నాట్ రియలీ నాట్ ట్రూ లేదు not nothing relate to Puri garu నేను ఇన్ఫాక్ట్ ఆయన లైఫ్లో I think only once or twice కలిసాను కలిసినప్పుడు హలో సార్ బాగున్నారు మాట్లాడలేదు nothing related to that kind అంటే you wanted to you know film in that way not at all not at all not at all on the contrary it was more like ఇలాంటి వాడతాయి ఇలాంటి వాడు ఇలాంటివి చేయాలి అని జనాలు మనకి గైడ్ చేస్తుంటే అవునా అవునా అవునా అవునా తలూపడం అండ్ వాళ్ళకి మనకన్నా బెటర్ తెలుస్తుంది మనకన్నా సీనియర్స్ కాబట్టి చెప్ మన మంచి కోసం చెప్తున్నారని చెప్పి మనం ఒకదాన్ని నమ్మకపోయినా కూడా ఒక చేయడానికి ట్రై చేయడం అది జరిగింది అక్కడ సో ఐ థింక్ నేను ఇండస్ట్రీ ఫస్ట్ వచ్చినప్పుడు what was common was floor డ్యాన్సులు ఆ స్పేస్ ఒక కథను తీసుకొని ఒక అమేజింగ్ స్టోరీ చెప్పాలి అన్న ఫ్యాషన్ ఉండే కానీ నాకు చెప్పిన వాళ్ళకి ఆ ఫీలింగ్స్ లేవు యూనో hmm. నేను అసలు ఇండస్ట్రీలో రాకముందే హ్యాపీ డేస్ లాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్స్ వచ్చాయి ఆనంద్ లాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్స్ hmm. వచ్చాయి యూనో అంతెందుకు even in big film space దగ్గర great films like Jagadeka Veerudu Athiloka Sundari commercial films కూడా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి సో ఐ థింక్ నన్ను గైడ్ చేసిన వాళ్ళు కొంచెం రాంగ్ స్పేస్ అన్న feeling but you broke that chain you know you you set కంటెంటే ముఖ్యం నేను చూపిస్తా దాన్ని అని యూ సమ్ యూ అలా నిలబడ్డారు నేను చూపిస్తాను మీ అందరికని so I can really see that in your movie అంటే చూపిస్తాను కాదు సి చూపిస్తా అంటే కూడా ఒక ఈగో ఉంటుంది కదా అది కాదు అంటే నా మైండ్లో అది లేకుండా it was more like if I'm an audience why should I watch this guy why should I watch this film you know you're not you not Chiranjeevi garu వస్తాను యూ నాట్ ఎన్టీఆర్ గారు వస్తాను యూ నాట్ నాగార్జున గారు వస్తాను so I should I watch you ఆడియన్స్కి బ్రాండింగ్ ముఖ్యం సో ఈధర్ మనం ఒక తెలిసిన బ్రాండింగ్ సంబంధించిన వాళ్ళైనా అయి ఉండాలి లేదా మనం చూపిస్తున్న దాంట్లో సంథింగ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే పల్స్ ఉండాలి hmm. అది నేను నమ్ముతాను so I think that really came in to play when we Kshanam అనమాట because even when we cut the trailer we like అరే ఓకే సరే ఈ చిన్న సినిమా ఎందుకు చూడాలి ఈ చిన్న సినిమా ఎందుకు చూడాలి జనాలు బట్ then we Niranjan garu one of the producers Niranjan garu son he came up with night he said అవును సినిమా అంతా అసలు శ్వేతకి కూతురు ఉందా లేదని డౌట్ క్రియేట్ చేస్తాం కదా ఈ క్వశ్చన్ శ్వేత నీకు అసలు కూతురు ఉందా అన్నది ఫైనల్ క్వశ్చన్గా ఇస్తే ట్రైలర్లో అన్ని ఐడియా ఇచ్చాడు అబ్బాయి and it was such a fantastic idea ఎందుకంటే అది మొత్తం సమప్ చేసింది నువ్వు ట్రైలర్ అంతా చూస్తున్నావు ఎంజాయ్ చేస్తున్నావు సడన్గా అరే ఇంతసేపు చూసినా అసలు కూతురు ఉందా లేదా అనే డౌట్ క్రియేట్ అయ్యి మొత్తం దట్ హుక్డ్ ఆడియన్స్ థియేటర్కి వచ్చారు so I think it's all about how you're able to hook the audience మనం హుక్ చేస్తుంది బ్రాండింగ్ వలన స్టార్డమ్ వలన కాన్సెప్ట్ వలన దేని వలన దానివల్ల అయ్యి ఉండాలి సో పంజాబ్ టైంలో యూ మెన్షన్ యూనో అందరూ నేను డ్రగ్ అడిక్ట్ అనుకుంటున్నారు ప్లస్ ఇంకా నేను యూఎస్ నుంచి వచ్చాను కాబట్టి ఇంకా నిజమే అనుకుంటున్నారని బట్ డ్రగ్ డ్రగ్ బట్ నేను what I want ask you is నిజంగా అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా సినిమాపై ఆడియన్స్ కి Absolutely. Do you have any example or you know yeah. any incident? So the incident that you heard about is something I've said in a couple of interviews. అది ఏంటంటే నేను ఒక ఒక ఒక వెస్టర్న్ డైరెక్టర్ నాకు స్క్రిప్ట్ చెప్తాను చెప్పండి చెప్పండి అంటే మీరేం అనుకోరు కదా అన్నాడు ఏం అనుకోపోవడం ఏంటండి అంటే కాదు మీకేం కోపం రాదు కదా మీకు స్క్రిప్ట్ మీరు నాకు సినిమా ఆఫర్ చేస్తే నాకు కోపం ఎందుకు వస్తుందండి అన్న అంటే లేదండి మీరు ఎప్పుడు డ్రగ్స్లో ఉంటారు మీకు చాలా కోపంగా ఉంటుందని అన్నాను మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే లేదండి పంజాలో చేశారు కదా అందుకని అనిపించింది అన్నాడు ఓహో వీడికి ఇలా అర్థమైంది సర్లే ఎక్కడొక్కడ మన యాక్టింగ్ ప్లస్ అయింది కదా అనుకున్నప్పుడు నాకు నేను నవ్వుకున్నాను సో ఇప్పుడు మనం యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నాం కానీ what is your process you know of acting ఒక స్క్రిప్ట్ పేపర్ మీ చేతికి వస్తే how do you go about it what's the first thing you do what are the little little things that you keep in mind for every movie అంటే I think the first question I ask myself if I like a story is నేను దీనికి సూట్ అవుతాను అది చాలా ముఖ్యం ఎందుకంటే నేను ఒకసారి ఒక మంచి స్క్రిప్ట్ విన్నా చాలా బాగుంది స్క్రిప్ట్ అది వినగానే అంటే ఒక యాక్టర్గా మనకు మంచి స్క్రిప్ట్ రాగానే చేసేయాలని సెల్ఫిష్నెస్ ఉంటుంది చేసేయాలని సెల్ఫిష్నెస్ ఉంది but it took a long time for me to realise that నేను ఆ స్క్రిప్ట్ కరెక్ట్ కాదు సో రైట్ కాస్టింగ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ అంటే అంటే అది ఏంటన్నారంటే they said like he's a Guntur LIC agent okay so ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఎస్పెషల్లీ ఆ టైంలో ఇప్పుడు మేబీ నన్ను వేరియస్ రోజులు నమ్ముతారు ఆ టైంలో ఏంటంటే అందరూ ఎన్ఆర్ఐ కుర్రాడు ఈ స్పేస్లో ఉన్నారు so they not gonna trust ఈ గుంటూరు ఎల్ఐసి ఏజెంట్ నమ్మరు మేబీ కాన్పూర్ ఎల్ఐసి ఏజెంట్ అంటే నమ్ముతారేమో you know I was like I'm wrong for this role అని చెప్పాను అండ్ తర్వాత that script never got produce it's great film so I realise the my first question is I right for it ఒకవేళ నేను రైట్ అవ్వచ్చు but I not get right for it దీన్ని ఎలా దీనికోసం ఎలా మోల్డ్ చేసుకోవాలనే ఆలోచనలోకి వెళ్తాను like body language walking and talking ఇప్పుడు మేజర్ సందీప్ ఆయన ఎప్పుడు కాళ్ళు చాలా వెడల్పుగా పెట్టుకొని స్టడీగా నించుంటారు అప్రేట్గా నించుంటారు నాకేంటంటే ఇండియాలో ఎస్పెషలీ నా హైట్ వలన ఎప్పుడు డోర్ వేసి కొట్టుకుంటూ ఉంటాయి కాబట్టి నాకు ఇలా స్లౌచ్ అయిపోవడం అలవాటు అయిపోయింది so I realise I have to be like that so I was very upright and all of Major అనమాట and consequently because of that బయట కూడా కొంచెం అప్రైట్గా నడడం మొదలుపెట్టాను మళ్ళీ తగులుకోవడం మొదలుపెట్టాను so so I just think you know నేను by nature left handed and Major Sandeep right handed so to be able to handle weapons throw punches fire guns అది కూడా బాగా ట్రైన్ అయిన మిలిటరీ ఆఫీసర్ లాగా with your right hand is very different from your left hand so అవన్నీ యాక్షన్ సీక్వెన్స్లో చేయాల్సి వచ్చింది నేను ఒక రన్నింగ్ చేయాలని కూడా నా ఫస్ట్ అడుగు లెఫ్ట్ ఉంటుంది సో oh. అది రైట్ చేయాలి so it just body language of hard work కదా అలవాటు it's like the rhythms of your body మార్చుకోవాలన్నమాట and you know voice tenor voice sounding this guy probably speaks with a more deeper voice because uh, he's experienced something dark this guy చాలా లైట్ అండ్ చర్పీగా ఉంటాడు బ్రైట్గా ఉండాలి ఫుల్ ఆఫ్ లైఫ్ ఉండాలి so Major's Sandeep full of life అనమాట సో ఇలా different things you start trying to be the character huge weight loss transformation we నేను మేజర్ సినిమా సైన్ చేసినప్పుడు ఎయిటీ ఎయిట్ ఉండే at six to eighty eight kgs and I came down to seventy five then seventy eight then eighty one then again seventy six అలా different different kgs different different weights within short spans చేసే ఛాలెంజ్ ఉండే లక్ అంటే ఈ ఒక్క విషయంలో లక్కీ లక్కీ ఏమైందంటే వేవ్ కోవిడ్ వేవ్స్ రావడం వలన నాకు ఆ వెయిట్ చేంజింగ్ టైం దొరికింది సో <laughs> ఓకేరా ఇప్పుడు వేవ్ వస్తుంది అంటే ఇంకొక పదిహేను రోజుల్లో లాక్డౌన్ పడుతుంది ఈ లోపల ఈ సీన్లు చేసేద్దాం <laughs> ఇలాంటి ప్లానింగ్ జరిగింది అనమాట మాకు సో ఆ రెండు వేవ్స్ ఆ విషయంలో కలిసి వచ్చాయి నాకు so after point of time we know an actor అంటే ఇప్పుడు నేను మీ సినిమాలు చూసి చాలా రోజులు నేను చూస్తున్నాను కాబట్టి I know how you smile I know how you cry but ఇప్పుడు మీరు రోల్ ఒక టూ త్రీ మూవీస్లో చేసినా కూడా అరే లాస్ట్ మూవీలో ఇట్లా లేరు ఈ మూవీలో different you but that change no that no this is not me this is not అంటే of course story helps in that but how do you shift you know I think the question is about being the cop the question is about who is as a person ఇప్పుడు ఎవరి సినిమాలో ఇటు గోదావరి యాస్ ఉన్నాడు తమిళనాడులో తమిళ్ సరిగ్గా వచ్చి రాక మాట్లాడుతున్నాడు అక్కడ సెటిల్ అయ్యాడు అక్కడ అక్కడ ఒక ఐపీసీడు అనేది క్యారెక్టర్ వేరాజ్ ఇన్ హిట్ వైజాగ్లో పుట్టి పెరిగిన బాగా అర్బన్ ఫెలో hmm. అంటే మేబీ ఇంటికి వెళ్తే నెట్ఫ్లిక్స్ చూసే రకం వాడితోటి మనం జస్ట్ బెంజ్ బిఎండబ్ల్యూ కాదు బుగాటి అన్న అర్థం అవుతుంది వాడికి ఆక్స్ఫర్డ్ hmm. యూనివర్సిటీ అంటే అర్థం అవుతుంది మేబీ వరల్డ్ ట్రావెల్స్ ఉంటాడు ఒకటండి సో హిట్ టూలో క్యారెక్టర్కి ఎవరిలో పోలీస్ ఆఫీసర్కి అంత డిఫరెన్స్ ఉంది so it is the people వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాడి ఆలోచన ఏంటి వాడు hmm. మాట్లాడే విధానం ఏంటి all that matters so language language plays a big అంటే ద యాక్సెంట్ um, uh, ఎవరిలో ఒక డైలాగ్ ఉంటుంది it's not what you know it's what you can prove that's the English line నేనేం చేశానంటే దాన్ని it's it's not what you know it's what you can proof అంట <laughs> ఎందుకంటే ప్రూఫ్ అనే పదం వాడికి తెలిసి ఉండకపోవచ్చు సో hmm. వాడు ప్రూఫ్ అంటాడు అండ్ ఇట్స్ నాట్ అని నేను అంటాను ఇట్స్ నాట్ hmm. అని వాడు చేతాను సో uh, ఆ చిన్న యూనో వేరియేషన్స్ యూఎస్ నుంచి వచ్చినా కూడా మీ Telugu is like on point you know I never felt like అంటే యూజువల్లీ యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం తెలుగు ఇలా మాట్లాడమంటే నేను ఇలా లేదు <laughs> <laughs> no, no, I'm not telling him. And I'm, I'm, మన వాళ్ళు యూఎస్లో ఉన్నారంటే అక్కడికి వెళ్ళి అక్కడలాగా మాట్లాడొచ్చు కానీ ఇక్కడికి వచ్చాక కూడా అట్లా మాట్లాడడం అనేది usually that's the thing no usually అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అట్లా చేస్తారు దే టెన్ టు టాక్ లేదు అక్కడ కావాలంటే యాక్చువల్గా దానికి రీజన్ కూడా ఉంది ఏమైందంటే సి వాట్ హ్యాపన్స్ ఇస్ ఒకరి పేరు మూర్తి అనుకోండి ఓకే అక్కడికి వెళ్ళంగానే యూ ఇంట్రడ్యూస్ హాయ్ ఆ మూర్తి మూడి అంటే అంటే నో ఆ మూర్తి అంటాం ఫస్ట్ టైం అంటాం సెకండ్ టైం అంటాం ఫిఫ్త్ టైం అంటాం ఆరోసారి ఏమవుతుందంటే హాయ్ మూర్తి అని వాట్ అంటే మూడీ అంటే ఆ మూడీ <laughs> ఆడికి మూడీ అంటేనే అర్థం అవుతుంది అడికి సో అక్కడి నుంచి మనకి మన పేరే మూడీ అని అంటూ mm. అలవాటు అయిపోతుంది మూర్తి గడు మూడీ అయిపోయాడా mm, అంటున్నాం mm, so that used to happen అంటే లైక్ ఈవెన్ మీ ఇప్పుడు ఇంటి పేరు అడివి కదా యూనో యుఎస్లో they call me a Devi so అడవిని అడివి అంటుంటేనే వాళ్ళకి అర్థమవుతుంది ఆడికి అడవి వచ్చి సై కుచ్చి రిపీట్ దాట్ అంటున్నాడు సో అలా పదిహేను ఏళ్ళు అనేసరికి one I first move here it Adivi so జనాలు కొంచెం ఇలా లుక్ ఇచ్చారు అదే ఐ వాజ్ ఆస్కింగ్ అంటే మూవీ ముందు డ్యూ లైక్ ఆ తెలుగు ఆన్ పాయింట్ ఉండేలా చూసుకుంటారా లేకపోతే మీది రెగ్యులర్గా ఇక తెలుగు ఇస్ లదిస్ అని అడగబోయాను నేను యాక్చువల్ నేర్చుకున్న తెలుగు పేరెంట్స్ నుంచి సో నాకు స్లాంగ్ ఎప్పుడు వచ్చేది కాదు ఓన్లీ లైక్ పేరెంట్స్ అలా మాట్లాడతాం పద్ధతిగానే వచ్చు సో hmm. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉండి ఉండి అంటే ఫ్రెండ్స్ ఇంగ్లీష్ కదా యూఎస్లో తెలుగు ఫ్రెండ్స్ లేకుండా సో ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంది అక్కడ హెచ్ వన్ వీసా మీద వెళ్ళి ఐటీ బ్యాచ్ hmm. మనం అది కాదు middle school seventh eighth ninth tenth నేను స్కూలింగ్ అక్కడ చేశాను oh. నేను పెరిగింది అక్కడ so it's very different mindset so Major గురించి మాట్లాడదాం okay you told that you connected with Sandeep garu since two thousand eight and you know everything but when you're writing was there a point where you know you couldn't do it anymore because of the heaviness of any particular scene any moment that that you this is it it i am in completely in for యాక్చువల్గా it was the other way around the more ఆయన లైఫ్ గురించి తెలుసుకునే కొద్దీ మోర్ అండ్ మోర్ పాజిటివిటీ వచ్చేది so it was never like too heavy ఎందుకంటే ఆయన లైఫ్ చాలా బ్రైట్గా బ్రతికారనమాట my experience researching the film was very positive ఆయన ఫొటోస్ కూడా మీరు చూస్తే ఇప్పుడు బ్రైట్గా నవ్వుతారు కదా సో ఎక్సెప్ట్ ఆయన ఫేమస్ పాస్పోర్ట్ ఫోటో తప్ప మేము మొన్న వీడియోలో రిలీజ్ చేసిన ఏ ఫొటోస్ అయినా కూడా ప్రీవియస్గా ఏం ఫొటోస్ చూసినా కూడా అన్నీ హ్యాపీగా ఉంటారు అయినా so it's very positive soul a very bright sunshine నేనైతే ఆయన సూర్యపుత్రుడు అంటాడు డైరెక్ట్గా యూనో సూర్యపుత్రుడికి దురదృష్టం తగిలిన he give sunshine to everyone అనేది నా feeling you know so for me Major Sandeep is కర్ణుడు అనమాట so you know that's so on the contrary it was like always full of positivity full of warmth అంటే ఒక ఆనంద బాష్పాలే కానీ హెవీనెస్ ఎప్పుడు రాదు ఎనీవేర్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు did you find it really hard అంటే you're not Adivi Sesh is not that but Major Sandeep is that I think so సి ఇలాంటి సినిమాతో మనకి రెస్పాన్సిబిలిటీ చాలా పెద్దది hmm. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మనం చేస్తున్న యాక్టింగ్ ఈ సీన్కి వర్కౌట్ అవ్వట్లేదు అంటే మనం వేరేగా ట్రై చేయాలంటే అది మేజర్ సందీప్ కాదు అని మనకు తెలియగానే యూ కాంట్ దీన్ని ఇలాగే చేయాలి ఎందుకంటే మేజర్ సందీప్ ఇలానే బిహేవ్ చేస్తారు కానీ మనం ఆయనలా చేయలేకపోతున్నాం అనేది మనకు గుర్తుకొస్తుంటుంది సో ఇమీడియట్గా దాన్ని మళ్ళీ రిఫైన్ చేసుకుని బ్రేక్ తీసుకొని మళ్ళీ రీసెట్ అవ్వడం సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఈ సినిమాతో యూనో జనరల్గా ఒక సినిమా చేస్తే ఆడియన్స్ని పిచ్చి పిచ్చి ఎంటర్టైన్ చేయాలి మామ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనేది నా నా గోల్ ఈ సినిమా అది కాదు ఆడియన్స్ పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేయాలి సినిమా చాలా ఎంటర్టైనింగ్గా ఉండాలి at the same time Major Sandeep పేరెంట్స్ని నేను ప్రౌడ్ ఫీల్ చేయించాను వాళ్ళు ప్రౌడ్ ఫీల్ అవ్వాలన్నమాట వాళ్ళు you know uncle and aunty they should say Sesh నేను నమ్మాము were happy they already yeah they they are but you know it's still a sense of maybe ఒక సన్ లాంటి సన్ లాంటి ఆబ్లిగేషన్ ఏమో సో mm-hmm. రెస్పాన్సిబిలిటీ ఎక్కువ స్పైడర్ మ్యాన్ డైలాగ్ ఉంది కదా with great power comes great responsibility so ఇంత గొప్ప మనిషి కథ రైట్స్ వాళ్ళు నాకు ఇచ్చినప్పుడు ఆయన లైఫ్ని చేసే ఒక వాట్ గుడ్ లక్ భాగ్యం నాకు ఇచ్చినప్పుడు I have to deal with it from a very responsible space అంతేగాని నెవర్ హెవీ సో ప్యాకప్ అయిపోయాక I you advises back to what you are are I you still carrying a bit of no Sandeep in you after pack up చాలాసార్లు ఆఫ్టర్ ప్యాకప్ నేను ఇమ్మీడియట్గా నెక్స్ట్ నేను ఎలా సందీప్లా బిహేవ్ చేయాలి ఇమ్మీడియట్గా నెక్స్ట్ నా సీన్స్ ఏంటి అనేది రెస్పాన్సిబిలిటీ చాలా ఉండేది సో ఆ జోన్లోకి వెళ్ళిపోయేవాడిని and also am the writer of the film so ఏమైందంటే ఇమ్మీడియట్గా డైరెక్టర్ చేసి నాకు ఫోన్ చేసి be like okay so what are the ఇప్పుడు ది ఈ రేపటి సీన్కి ఈ డైలాగ్స్ నాకు ఈ రెండు డైలాగ్స్ బెటర్గా కావాలి ఒకసారి నువ్వు వెళ్ళి డైలాగ్ రైటర్ అబ్బుర్ గారితో కూర్చొని సార్ట్ చేయి so I had so many more responsibilities then just as an actor నేను జస్ట్ ప్యాకప్ అయిపోగానే ఒక జోన్లోకి వెళ్ళి hmm, అనుకోవటానికి లేదు hmm. ఓ ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ అందరికీ నేను సీన్స్ రెడీ ఇవ్వాలి hmm. నేను రెడీ చేయాలి hmm. అది చేసి అప్పుడు మేజర్ సందీప్ అన్న జోన్లోకి మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ సో ఇప్పుడు బిజీగా ఉండేది మేబీ వైండ్ డౌన్ కూడా టైం లేదు hmm. ఇప్పుడు అంటే ఇందాక మీరు చెప్పినట్టు I'm still you know walking like that so you are carrying a bit of yeah yeah yeah definitely strangely enough I become more right handed on some things yeah regular గా రైట్ హ్యాండ్ తో చేసే సడన్లీ కొన్ని రైట్ రెగ్యులర్ లెఫ్ట్ హ్యాండ్ చేసినవి సడన్లీ కొన్ని రైట్ హ్యాండ్ తో చేస్తున్నా things like that so definitely అది హ్యాంగ్ ఓవర్ అన్ను ఇట్స్ మోర్ లైక్ అడాప్టింగ్ లోపలికి వెళ్ళిపోయింది and it's part of me now so ఈ మూవీలో టూ అంటే వేరియేషన్స్ ఉన్నాయి కదా మీ ఏజ్ అంటే ఒకటి కాలేజ్ గోయింగ్ ఇంకోటి మేజర్ లాగా ఉంది three variations three I think ఒకటి it's you know the young college but ఇంకోటి ఏంటంటే ఆ ఏజ్లోనే what does it mean to be a soldier అన్న మైండ్ సెట్ తెలుసుకోవడం ఓకే అది వేరే space it's very serious space and then the actual soldier which one was very tough I enjoyed the young days. Ray. So fun, you know, Sardaga, because that's most closest to Major Sandeep. I think what was very tough for me was, uh, mm, you know, Taj level action sequences. Not because of why everyone thinks, more because the ఈ సినిమాలో this huge action it's you know very very big action eight sets కట్టాం సినిమాకి సో ఇట్స్ లైక్ చాలా టఫ్ స్టంట్స్ hmm. నేనే చేశాను చాలా మటుకు so it was like you know పల్టీలు కొట్టడాలు జంపింగ్ ఇన్ అంటే I feel Major Sandeep would have done it ఆయన గాత కోర్స్ని రికార్డ్ టైంలో ఫినిష్ చేశారు సో అలాంటి when we decide that we're going to take a super human story and make it you better behave like a super human at be authentic అసలు టామ్ క్రూజ్ ప్లేన్ నుంచి వేలా నిజంగా వేలాడి ఈ కాలంలో మనం ఆ మాత్రం చేయబోతే ఎలా అనేది <laughs> సో మీ inspiration definitely you know it's you want give it your all definitely you know ఒక మూమెంట్లో ఒక huge floors five floors five floors నుంచి ఇలా కిందికి దూకాలన్నమాట you know you jumping and also చాలా అండ్ నాకు హైట్స్ అంటే చాలా భయం అనమాట లైక్ నాకు ఏడుపు వచ్చేస్తుంది హైట్స్ అంటే so it was very tough it was very tough so డెఫినెట్గా ఆ సీక్వెన్సెస్ చేయడం ఆ స్కేల్ ఇవ్వడం ఆ hugeness it was very tough can't wait to watch it so నేను ఫోన్లో చూసి చెప్తున్నా because that is the thing one twenty shoot days seventy five locations eight sets three languages produce by Mahesh Babu garu Anurag Sharath garu Sony Pictures tell me tell me about this అంటే it's the biggest film of my life and చాలామంది అనుకునేది అంటే బిగ్గెస్ట్ అనగానే బడ్జెట్ గురించే మాట్లాడుతున్నాను కాదు it's not just the budget it's not just the canvas not just the emotions it's also I can say ఒక ఆడియన్స్కి ఒక experience you know two thousand seven hundred VFX shots ఉన్నాయి in the film so it's very very big scale film అనమాట అండ్ అది కనిపిస్తుంది when you watch the film మన టీజర్లో కొంత కొంత కొంత గ్లిమ్స్ ఇచ్చాము ఆ రెస్పాన్సిబిలిటీతో మహేష్ సార్ నన్ను శశిని నమ్మటం it's a very very big honour how did Mahesh Babu garu come on board so బేసిక్గా Anurag Sharath dear friends of mind వాళ్ళు you know they did the promotion of lot of mother film Goodachari Evaru and all so వాళ్ళు they were thing about getting to production so వాళ్ళు ప్రొడక్షన్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు నమ్రత గారితో they had a tie up on something else so you know they ask me డీ want to what you want to neat Goodachari కానీ they said what is your dream project I said నేను ఎవరు సినిమా చేస్తున్నా ఓకే నీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి అంటే మేజర్ సందీప్ కృష్ణ అంటే వాళ్ళు కమ్ మన నమ్రత గారితో ఈ స్టోరీ చెప్తాం అని నన్ను కూర్చోబెట్టారు అండ్ ఐ జస్ట్ నా ఫీలింగ్స్ చెప్పాను అంతే ద వాజ్ నో స్క్రిప్ట్ నా ఫీలింగ్ ఇది ఆయన లైఫ్ ఇది ఇది చేద్దాం అనుకున్నా చేద్దాం అన్నారు అండ్ ఆ డిస్కషన్లో నమ్రత గారు అన్నది ఏంటంటే but this is not just Telugu story first of all ఆయన మలయాళి బెంగళూరులో పెరిగారు హర్యానాలో ట్రైనింగ్ ఆఫీసరు హైదరాబాద్ కంటోన్మెంట్లో సర్వ్ చేశారు ముంబైలో you know he passed away fighting కార్గిల్లో సర్వ్ చేశారు సో mm. ఆయన లేని ప్లేస్ లేదు సో మరి ఇది ఆల్ ఇండియన్ ఆడియన్స్కి మనం ఇవ్వాలి కదా mm. నుంచి అక్కడే హిందీ అండ్ మలయాళం యాడ్ అయ్యాయి so that is how Major became big so అది వాళ్ళ అడ్వైస్ వల్ల అనమాట ఆ తర్వాత మహేష్ సార్ని కలవటం అండ్ uh, ఏంటి Namrata tells me you got really good story on hand అంటే నా మైండ్లో ఏముందంటే వాళ్ళు నన్ను నమ్మారు నా నా ఎమోషన్ నమ్మారు నా స్టోరీని కాదు నా passion so they trusting me Major Sandeep parents are trusting me of course they trusting Sashi the director as well we have a big responsibility on our shoulders అనేది ఫీలింగ్ ఇంకా అనురాగ్ శరత్ అయితే it's like they are with me in it so నేను Sharath Sashi Anurag we're all like thanking that Sony and Mahesh sir and Amrita garu and every ones trusting us with అనమాట శశి గారితో మీ జర్నీ చెప్పండి because it's been a long journey from not yeah Sashi was part of the promotional team of Karma yeah I know then he directed Goodachari and యాక్చువల్గా he was suppose to do a film for Sithara Sithara Entertainments నేను నాగవంశీ గారిని రిక్వెస్ట్ చేసుకుని మరి శశిని మేజర్ సినిమాకి రమ్మన్నా జస్ట్ వన్ ఏ అండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అన్నాను అది కోవిడ్ వల్ల two and half years but I'm really thankful that Sashi is done the film ఎందుకంటే నా థాట్స్కి ఆ స్కేల్ ఇవ్వగలటం శశి వల్లనే జరిగింది లేకపోతే ఏంటంటే కొన్నిసార్లు జస్ట్ లైక్ రైటర్ సోఫా మీద సోఫా మీద హీరో కూర్చున్నాడు అని రైటర్ రాస్తాడు hmm. అది బ్లాక్ సోఫానా రెడ్ సోఫానా గ్రీన్ సోఫానా రూమ్కి ఏది బాగుంటుంది అదే సోఫా మేడ మీద ఉంటే ఎలా ఉంటుంది అదే సోఫా లివింగ్ రూమ్లో ఉంటే ఎలా ఉంటుంది అని డిసైడ్ చేసే director so Sashi gave it that value so ఇప్పుడు మీరు డైరెక్టర్ రైటర్ యాక్టర్ అన్నీ ఉన్నాయి కదా which do you think would you want people to call you as I I feel I'm a successful actor okay a good writer okay a failed director so do Karma too అని బికాజ్ ఇప్పుడున్న టెక్నాలజీకి ఇప్పుడు మీకున్న మైండ్ సెట్కి అండ్ నాకు డైరెక్షన్కి పేషెన్స్ లేదబ్బా ఎందుకంటే డైరెక్షన్ మైండ్తో చేయాలి యాక్టింగ్ హార్ట్తో చేయాలి నేను ఎక్కువ హార్ట్తో చేస్తాను సో నాకు పేషెన్స్ ఉండదు అవతల మనిషిని మేనేజ్ చేసి వాళ్ళు ఎనిమిదింటికి వచ్చి వస్తా అన్న వాళ్ళు తొమ్మిదిన్నరకు వచ్చినా సాఫ్ట్గా మాట్లాడి వాళ్ళ చేత పర్ఫార్మెన్స్ చేయి నాకు అంత ఓపిక లేదు నాకు నా పర్ఫార్మెన్స్ చేయాలి so direction is a very different space and ఒకే సెట్ మీద మనం ఒకసారి హార్ట్తో చేసి మళ్ళీ మైండ్తో చేసి మళ్ళీ హార్ట్తో చేసి అంటే కాంప్లికేట్ అయిపోతుంది that's what happen with Karma so I realise that I I'm happy to act and I'm happy to write ఎందుకంటే రైటింగ్లో నాకు ఇంకెవరితో ఇంటరాక్షన్ లేదు <laughs> నేను రూమ్లో కూర్చొని రాసుకోవడమే సో దాన్ని నేను రాసిన దాన్ని ఆ బిగ్ స్క్రీన్ మీద తీసుకెళ్ళటం let someone else take the head so అది నా సో ఇప్పుడు మీకు ఏదైనా స్క్రిప్ట్ వస్తే will the writer in you come and you know give suggestions to the director or you know you do your job as an actor అంటే I think for me for example on Hit two whatever script Shailesh told me I asked as an audience my questions hmm. నేను ఇప్పుడు హిట్టులో సెట్లో షూట్ చేసేటప్పుడు శైలేష్ యాక్చువల్గా హీరో అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళకూడదు ఇక్కడి నుంచి అలా వెళ్తే బెటర్ అని నేనేం చెప్పను Shailesh what you want exactly ఇక్కడ నేను హ్యాపీగా ఉండాలా సాడ్గా ఉండాలి what you want me to do అనేది తన గైడెన్స్తో తన విజన్లో నేను ఫిట్ అవుతాను when it's Major it's bit different because story screenplay నాది సో స్టోరీ స్క్రీన్ ప్లే రాశాను శశి నువ్వు నన్ను చేయమంటున్నావు బట్ నేను యాజ్ రైటర్ నేను ఊహించుకుంది వాట్ యూ థింక్ అంటే కరెక్టే మామ బట్ యాక్టింగ్గా నీకు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ ఇది ఎందుకు ఇది direct explain okay so it's almost like నేను ఒక థాట్ని తీసుకుంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయించడం డైరెక్టర్ బాధ్యత అనమాట సో mm, mm. నా ప్యాషన్ని నేను ఇంకోటి చేతిలో పెడుతున్నా ప్లీజ్ గైడ్ <laughs> మీ అని so it's very tricky so మీ upcoming projects I also know you signed direct Hindi film got three films after Major and Hit two Uh, one is G2, my long pending but probably my most ambitious project. It's a very, very big film. Uh, big అంటే Scale in terms of uh, the locations where we're going to shoot uh, in, in Europe, we're going to shoot. Uh, కొన్ని చోట్ల కొన్ని సీన్లు పాకిస్తాన్లో జరగాలి so we want to replicate that somewhere else Delhi Hyderabad it's like it's very vast film అనమాట I'm also doing the official remake of an Oscar winning film okay so అది నేను కరెక్ట్ టైంలో దాని డీటెయిల్స్ రివీల్ చేస్తాను ఇది కాకుండా there is is beautiful story that Abhishek Agarwal garu Kashmir Files producer and also one of the producers అని కూడా చారి pitched me it's a Delhi story okay so I'm going to be doing that So that will be a straight Hindi. Straight Hindi. Straight Hindi. So we can't wait to watch all these amazing things that you're doing and take break Sesh garu ఎందుకంటే when I call you in between you side I'm doing this I'm like ఎన్ని పనులు ఎలా చేస్తున్నారు <laughs> అంటే ఐ సైడ్ యూ గా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు ఇక్కడ డబ్బింగ్ ఉంది ఇక్కడ యాక్టింగ్ ఉంది ఇక్కడ వెళ్తాను I'm like when will you at least take a break so take a break ఇది మా అమ్మ అంది పొద్దునే అవునా సో ఐ థింక్ ఒకసారి మేజర్ రిలీజ్ అయిపోతే వాళ్ళు something that comes to your mind as soon as I tell these just okay I tell first car అది కాకుండా మాకు తెలుసు టూ స్మాల్ మోకాళ్ళు పట్టవు Mister India San Francisco baby baby. I was a baby. Something you do not like about acting? <laughs> అంటే మనం ఎంత గొప్ప పని చేసాం మనం చెప్పుకోవడం ఏంటో బాబు జనాలు చూసి చెప్పాలి కదా అనేది డిఫాల్ట్ కొట్టుకుంటూ ఉంటాం okay mantra of your success hard work who do you look up to so many people my mom's courage my dad's wisdom Christopher Nolan's brain Vittalacharya garu vision Raj కపూర్ గారు స్టోరీస్ అంటే ఒకళ్ళంటూ ఏమి ఉండదు కదా Sachin Tendulkar movie that you rejected but was a big hit not happen at not happen at ఫార్చునేట్గా నేను నో అన్న ప్రతి ఫిలిం ఈదర్ చివరికి వాళ్ళు తీయలేదు లేదా సినిమా వర్కౌట్ అవ్వలేదు అంటే not fortunate for them but fortunate for me love forever major Sandeep Everything at the moment, everything. Is that okay to say? Yeah. yeah. Lastly, interview. Fun. Okay. <laughs> Thank you. I can't wait to watch it. Thank you so much. Thank yeah. you so much. Thank you.